హలో ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మణ్ ఇవాళ మనం హైదరాబాద్లో కొత్తగా రాబోతున్న మూడు ఫ్లైఓవర్స్ గురించి వివరాలు చూద్దాం ఆ మూడు ఫ్లైఓవర్స్ ఏంటి అంటే ఆరాంఘర్ జూ పార్క్ మధ్య వస్తున్న ఫ్లైఓవర్ ఒకటి నల్గొండ క్రాస్ రోడ్స్ దగ్గర వస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ఒకటి అలానే అంబర్పేట దగ్గర వస్తున్న ఫ్లైఓవర్ ఒకటి ఈ మూడు ఫ్లైఓవర్స్ గురించి మనం ఇవాళ వివరాలు చూద్దాం ముందుగా ఆరాంఘర్ జూ పార్క్ దగ్గర వస్తున్న ఫ్లైఓవర్ గురించి చూద్దాం ఇది ఆరాంఘర్ జూ పార్క్ దగ్గర వచ్చే ఫ్లైఓవర్ ఇది ఆరాంఘర్ క్రాస్ రోడ్స్ దీన్ని క్లియర్గా చూసామంటే మనకి ఇక్కడ Rajendra Nagar traffic police station ఉంటుంది ఈ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది మనది స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా మీరు జూమ్ ఇన్ చేసి చూస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది సో ఇంతవరకు అంటే జూ పార్క్కి స్టార్టింగ్ పాయింట్ దాకా మనకి ఫ్లైఓవర్ అనేది వస్తుంది సో ఇప్పుడు మీరు ఈ ప్లాన్లో చూసారంటే ఇది Rajendra Nagar traffic police station అది దాటిన తర్వాత ఈ ప్లేస్ నుంచి మీకు ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి పిల్లర్స్ స్టార్ట్ అవుతాయి సో దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం వీడియోలో చూద్దాం సో ఇది జూ పార్క్ నుంచి ఆరంగర్ దాకా రాబోతున్న ఫ్లైఓవర్ ప్రస్తుతం ఉన్న కన్స్ట్రక్షన్ స్టేటస్ మనం జూ పార్క్ వైపు నుంచి ఆరంగర్ వైపు వెళ్తున్నాము దీనికోసం అంచనా వేసిన మొత్తం ఏము ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు దీనిని స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డెవలప్ చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్ కోసం వేయాల్సిన మొత్తం పిల్లర్లు నూట పంతొమ్మిది అలానే ఇది మొత్తం నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇది సిక్స్ లైన్ ఫ్లైఓవర్ మొత్తం ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల్లో మూడు వందల కోట్ల రూపాయలు సివిల్ వర్క్ కోసం మిగతా అమౌంట్ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం కానీ కాంపెన్సేషన్ కోసం అలానే స్ట్రక్చర్స్ని డిస్మాంట్లింగ్ చేయడం కోసం ఇలా మిగతా వర్కుల కోసం ఆ అమౌంట్ని వాడతారు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకపోతే మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఫ్లైఓవర్ ఫినిష్ అవ్వచ్చు హైదరాబాద్లో త్వరలో రాబోతున్న అతి పొడవైన ఫ్లైఓవర్లో ఇది కూడా ఒకటి కాబోతుంది దీని పొడవు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పొడవు పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్లు అలానే ఉప్పల్ దగ్గర రాబోతున్న ఫ్లైఓవర్ పొడవు ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవున్న షేక్పేట్ ఫ్లైఓవర్ని ఆల్రెడీ ఓపెన్ చేశారు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై రెండున ప్లాన్ ప్రకారం అయితే ఈ ఆరాంఘర్ జూ పార్క్కి మొత్తం సిక్స్ డౌన్ ర్యాంప్స్ అలానే ఎయిట్ అప్ ర్యామ్స్ వస్తాయి ఈ ర్యాంప్స్ అన్నీ వచ్చే లొకేషన్ ఎక్కడ అనేది నాకు క్లియర్గా ఐడియా లేదు ఒక్కసారి నా దగ్గర ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రెండు ప్లేసెస్లో ర్యాంప్స్ వస్తాయి ఒక అప్ ర్యాంప్ ఒక డౌన్ ర్యాంప్ అవి ఎక్కడ అంటే ఇది మొత్తం మన ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ దగ్గర ఇక్కడ టర్న్ ఉంది కదా ఈ ప్లేస్లో ఇక్కడ ఒక అప్ ర్యాంప్ వస్తుంది ఇటువైపు నుంచి అలానే అంటే సుమారుగా ఈ మీరాలం ట్యాంక్ దగ్గరలో అలానే కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడి నుంచి ఒక డౌన్ ర్యాంప్ వస్తుంది ఈ రెండు అయితే నాకు తెలుసు మిగతా ర్యాంప్స్ ఎక్కడ ఏంటి అనేది ప్లాన్లో ఇంకా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో ఇంకా అప్డేట్ అవ్వలేదు అవి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇది అప్డేట్ చేసి చెప్తాను ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ప్రస్తుతం ఉన్న స్టేటస్ అయితే ఇది కొన్ని కొన్ని చోట్ల పిల్లర్స్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కొన్ని చోట్ల ఇంకా చేయలేదు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉండి అన్నీ కరెక్ట్గా జరిగితే కనుక ఈ ఫ్లైఓవర్ వరకు two thousand twenty three March కల్లా ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు మనం నల్గొండ క్రాస్ రోడ్స్ దగ్గర రాబోతున్న స్టీల్ బ్రిడ్జ్ గురించి వివరాలు చూద్దాం సో మీరు ఇక్కడ దీన్ని జూమింగ్ చేసి చూస్తే ఇది నల్గొండ క్రాస్ రోడ్స్ సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఫ్లైఓవర్ ఉంది ఈ ఫ్లైఓవర్ ఇక్కడ దాకా వచ్చి ఈ పార్క్లో ఎండ్ అవుతుంది సో ఇంకా మీరు ముందు దాకా వచ్చారంటే కనుక ఈ ఏరియాలో సుమారుగా ఈ మలక్పేట ఫైర్ స్టేషన్ ఉంది కదా ఈ ఫైర్ స్టేషన్ దాటిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది ఇది స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి మనకి ఓవైసీ జంక్షన్ ఉంది కదా ఈ జంక్షన్కి ముందు ఇక్కడ కొత్తగా ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు already Owaisi Midhani junction flyover so ఈ ఫ్లైఓవర్ కన్నా ముందు సుమారుగా ఈ ప్లేస్లో ఎండ్ అవుతుందన్నమాట ఈ ఫ్లైఓవర్ అలానే ఈ ఫ్లైఓవర్కి ఈ చెంపాపేట రోడ్డు వైపు ఒక డౌన్ ర్యాంప్ కూడా ఉంది దాని వివరాలు కూడా మనం వీడియోలో చూద్దాం ఇది ప్రస్తుతం ఉన్న కన్స్ట్రక్షన్ స్టేటస్ మనం ఓవైసీ జంక్షన్ వైపు నుంచి చూస్తున్నాం ఈ ఫ్లైఓవర్ ఇటుపక్క యాదగిరి థియేటర్ దగ్గర ఎండ్ అవుతుంది హైదరాబాద్లో కడుతున్న స్టీల్ బ్రిడ్జెస్ అన్నింటిలోకి ఇదే పొడవైనది అవుతుంది దీని మొత్తం పొడవు సుమారుగా నాలుగు పాయింట్ ఒకటి కిలోమీటర్లు వస్తుంది ఈ ప్రాజెక్ట్ కోసం వేసిన అంచనా వ్యయం మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు దీనిని ఫోర్ లైన్ బ్రిడ్జ్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తుంది చంపాపేట వైపు ఇటువైపు డౌన్ ర్యాంప్ వస్తుంది ఫ్లైఓవర్ నుంచి కిందకి దిగడానికి ఈ ఫ్లైఓవర్ని ఎంవీఆర్ అంటే ఎం వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వీళ్ళు రీసెంట్గా షేక్పేట ఫ్లైఓవర్ని ఫినిష్ చేశారు వీళ్ళు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఫినిష్ చేశారు దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతా ఉన్న ఫ్లైఓవరు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేకి ఉప్పరపల్లి దగ్గర అప్ అండ్ డౌన్ ర్యాంప్స్ ఇలా చాలా వర్క్స్ ఫినిష్ చేశారు హైదరాబాద్లో ఇది మళ్ళీ మనం చంపాపేట దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి సైదాబాద్ వైపు వెళ్తున్నప్పుడు ఈ ఫ్లైఓవర్ మొత్తం నాలుగు జంక్షన్స్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది ఆ నాలుగు జంక్షన్స్ ఏంటి అంటే Chanchalguda junction Saidabad junction Dhobighat junction అలానే ఐఎస్ సదన్ జంక్షన్ దీనిని ఎస్ఆర్డిపి కింద స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద డెవలప్ చేస్తున్నారు ఈ ఫ్లైఓవర్ వెడల్పు పదహారు మీటర్లు సో ఇది ప్రస్తుతం ఇక్కడున్న కన్స్ట్రక్షన్ స్టేటస్ ఇప్పుడు మనం అంబర్పేట ఫ్లైఓవర్ గురించి వివరాలు చూద్దాం సో ఇది అంబర్పేట ఫ్లైఓవర్ వచ్చే లొకేషను ఇది గోల్నాక్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ అంటే మనకి సుమారుగా ఈ శాలం చర్చ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ జంక్షన్ని క్రాస్ చేస్తుంది ఇటు వెళ్తే మనం శివన్ రోడ్ వెళ్తాము సో నెక్స్ట్ ఇక్కడ దాకా వస్తే నెక్స్ట్ జంక్షన్ని క్రాస్ చేసుకొని ఇది నెక్స్ట్ ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్తాం ఇది ముసరంబాగ్ రోడ్డు చాలామందికి తెలిసే ఉంటుంది ఇది అంబర్పేట ఏరియా శ్రీరామణ థియేటర్ ఇది దాటిన తర్వాత ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఈ హోటల్ ముకరం రెస్టారెంట్ దగ్గర ఎండ్ అవుతుంది దీని కన్స్ట్రక్షన్ స్టేటస్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం సో ఇదే కొత్త కడుతున్న అంబర్పేట ఫ్లైఓవర్ ఇప్పుడు మనం రామంతపూర్ వైపు నుంచి చూస్తున్నాము నెక్స్ట్ వచ్చే జంక్షను శ్రీరామణ థియేటర్ దగ్గర అనమాట ఇది మొత్తం ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది ఫోర్ లైన్ ఫ్లైఓవర్ నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్ రోడ్స్ బిల్డింగ్స్ అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ ఫ్లైఓవర్ కోసం అంచనా వేసిన వ్యయం మొత్తం రెండు వందల పదహారు కోట్ల రూపాయలు దీనిని రెండు వేల ఇరవై మూడు జూన్ కల్లా ఫినిష్ చేయాలని చూస్తున్నారు ఈ ఫ్లైఓవర్తో పాటు రెండు వైపులా కింద సర్వీస్ రోడ్స్ను కూడా కొత్తగా నిర్మిస్తారు ప్రస్తుతం పిల్లర్స్ వర్క్ దాకా ఆల్మోస్ట్ అయిపోయింది కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇంకా పిల్లర్స్ కూడా ఎరెక్ట్ చేయలేదు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యి ఫినిష్ అయిన తర్వాత పిల్లర్స్ వర్క్ ఫినిష్ చేస్తారు ఇది ప్రస్తుతం ఉన్న ఈ ఫ్లైఓవర్ స్టేటస్